వీళ్ళ కోసం అద్భుతాలు చేయక్కర్లేదు వీళ్ళ అవసరాలు తీరిస్తే చాలు ఏ దేశానికి వెళ్ళినా తనని ఎదిరించిన వాళ్ళని అంతం చేసి వెళ్తాడు ఎవరు ఏది ప్రేమిస్తారో అది వాళ్ళకి దొరకాలి నాయకుడంటే మనం కోరుకునేవాడు కాదు జనం కోరుకునేవాడు మాస్టర్